శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి హేమలంబనామ సంవత్సరం డిసెంబర్ మాసానికి సంబంధించి మిథున రాశి ఫలాలు ఇది గోచారం ప్రకారం మాత్రం తెలియజేయబడుతుంది మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో వారు ఎంతో కాలము నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ జరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అలాగే వీరి ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇంటర్వ్యూలు అన్నీ జరిగి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఫైనలైజేషన్ ఏదైతే ఉందో అందులో వీరికి అనుకూలంగా వీరి వైపుకి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళు ఉద్యోగంలో కూర్చోవడమే కాకుండా వీరికి గతం నుంచి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరడానికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో బీజం పడుతుంది ఆదాయం అభివృద్ధి అవుతుంది వీరి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాన్నింటిని కూడా నెరవేర్చుకోవడం ఎక్కువగా అవకాశం ఉంటుంది వివాహం కానటువంటి నా చెల్లెమ్మలు నా సోదరులు ఎవరైనా ఉంటే శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వీరికి వేగవంతంగా జరిగేటువంటి అవకాశము ఈ యొక్క డిసెంబర్ మాసంలో కనిపిస్తుంది అలాగే మరొక చదువుకునేటటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే వారికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువుపైన ధ్యాస పెరుగుతుంది చదువుకోవాలనే తపన పెరుగుతుంది వీరి కష్టపడి ఇప్పుడు మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారాలకు సంబంధించి కొత్త పెట్టుబడులేవి కూడా పెట్టకుండా ఉన్నదాంతోనే ముందుకు కొనసాగడం వల్ల నష్టాల బారి నుంచి బయటపడవచ్చు అలాగే బెట్టింగ్స్ కాసే వాళ్ళైనా అలాగే షేర్ మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళైనా ట్రేడింగ్ చేసే వాళ్ళైనా వీరందరికీ కూడా మంచి యోగ్యమైనటువంటి కాలము కాదు అనవసరంగా పెట్టుబడులు పెట్టి మీరు డబ్బు నష్టపోవద్దు రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లోకి వస్తే మిథున రాశి వారికి గతంలో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా ఈ నెలలో వారి స్నేహం పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది క్రమక్రమేణా వారికి వీరికి ఉన్నటువంటి సయోధ్య పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి మొత్తం పైన ఈ డిసెంబర్ మాసంలో జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా ఆలోచనతో వేయడం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులను పోగొట్టి వీరు మంచి స్థితి వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది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 అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కింద ఎరుపు రంగు బటన్ క్లిక్ చేయండి అందరికీ ఈ అద్భుతమైన అమూల్యమైన విషయాలను చేరవేస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక